చెప్పారు ఇరవై నాలుగు వేల చిల్లర ఇంచుమించు ఇరవై ఐదు వేల ఫ్రెష్ ఓటర్స్ అప్లికేషన్స్ ఉట్టి ఫామ్ సిక్స్ కిందనే వచ్చినాయి అన్నమాట అంటే ఫామ్ సిక్స్ అంటే ఫ్రెష్ ఇప్పుడే పద్దెనిమిది ఏళ్ళు నిండి నిండిన ఓటర్స్ అన్నమాట అయితే ఫామ్ సిక్స్ కింద ఉట్టి రెండు నెలలలో ఇంచుమించు ఇరవై ఐదు వేల ఫ్రెష్ అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అయితే మనమే కాదు అందరూ పొలిటికల్ పార్టీస్ అసలు అస్టౌండెడ్ అంటే సర్ప్రైజ్ అయిపోయారు షాక్ దీని దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్లస్ మాకు దీని డీటెయిల్స్ ఇవ్వమంటే వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయలేరు అయితే మనము అనివార్య పరిస్థితిలో హైకోర్టుని ఆశ్రయించాము హైకోర్టులో కూడా ఇదే అంటే ఇదే పూచి ఉండే ఆర్టీఐ కింద ఆనరబుల్ హైకోర్టు కూడా డీటెయిల్డ్గా ఇన్న తర్వాత ఆర్టీఐ కింద రెండు మండలాల నుంచే and approximation of all mandals నుంచి ఏడు నెలలలో అంటే రెండు క్వార్టర్లలో పదిహేను వందల అప్లికేషన్స్ వచ్చిన తర్వాత రెండు నెలలనే ఒకటే జాబితా కింద ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి ప్రశ్నించింది అయితే దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన జవాబు అవునండి కరెక్ట్ ఉట్టి ఒకటే జాబితా కింద ఇరవై ఐదు వేలు కాదు ఇరవై ఆరు వేల హైచులకు అప్లికేషన్స్ వచ్చాయి అని ఒప్పుకుంది అయితే ఇలా ఒప్పుకున్నప్పుడు ఆనరబుల్ హైకోర్టు కూడా క్లియర్గా అంటే అసలు ఈ ఈ అప్రాక్సిమేషన్ అసలు పొంతనే లేదు అంటే ఎన్నికలు వస్తున్నా సరే ఏడు నెలల్లో పదిహేను వందలు రెండు నెలల్లో ఇరవై ఐదు వేలు ఎలా సాధ్యము ఎవరు బోగస్ ఓటర్స్ ఫేక్ ఓటర్స్ లేకపోతే ఇంకో నాన్ రెసిడెన్షియల్ ఓటర్స్ ఉన్నప్పుడు మీరు అసలు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రూల్స్ ఆధారంగా మీరు మొత్తము జాబితా ఎలా అంటే ఆ ప్రక్రియ ఎలా మీరు కొనసాగించారు ఎలా కంప్లీట్ చేశారు అని గట్టిగా అడగడం జరిగింది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇచ్చే ప్రక్రియ ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అది నడుస్తుంది దాని ప్రకారమే ఫ్రెష్ అప్లికేషన్స్ ని తీసుకుంటారు ఆ అప్లికేషన్స్ మీద క్లెయిమ్స్ ఇంకా ఆబ్జెక్షన్స్ ఏమన్నా వస్తే అవిటిని ఎంక్వైర్ చేసి ఎంక్వైర్ చేసిన తర్వాత ఎవిడెన్స్ బేస్డ్ మీద ఆ క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ని యాక్సెప్ట్ చేసి ఆ అప్లికెంట్ ని ఓటర్ గా నమోదు చేస్తారు లేకపోతే ఓటర్ గా నమోదు చేయరు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అయితే ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చిన జాబితా ప్రకారము మీరు ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యారా లేరా ఎందుకంటే రెండు నెలలల్లా మీరు ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ ఎలా ప్రాసెస్ చేయాలో నా నా ముందట సబ్మిట్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు నిన్న డైరెక్ట్ చేయడం జరిగింది అయితే దాని ప్రకారము ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము ఇవాళ ఎన్నికల కమిషన్ మనకు డేటా రిలీజ్ చేసింది ఆ డేటా ఇప్పటి వరకు మనం ఎంత అడిగినా ఇవ్వలేదు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు ఆ రెండు నెలల ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద వచ్చిన ఓటర్ అప్లికేషన్ తప్ప ఎన్నికల కమిషన్ మనకు ఎటువంటి ఇంకో డేటా ఇవ్వలేదు ఎందుకంటే fake bogus fraud voter registrations చాలా ముఖ్యంగా నాన్ రెసిడెన్షియల్ ఓటర్ రిజిస్ట్రేషన్స్ ఇవి చాలా ఎక్కువగా అవుతున్నాయి హుజురాబాద్ లో కూడా జరిగింది హుజురాబాద్ అయిపోయిన తర్వాత మేము తొందరగా దాని గురించి పరిశీలించి ఈ కేసు వేయడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం అయితే ఇవాళ fourteen ten twenty twenty two అంటే ఇవాళ ఆఖరి నామినేషన్ రోజు కాబట్టి ఇవాళ ఇచ్చిన ఇవాళ రోజుకి ఓటర్స్ లిస్ట్ కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది ఫైనల్ ఓటర్స్ లిస్ట్ ఇవాళతోనే ఫ్రీజ్ అయిపోతుంది అయితే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎన్నికల కమిషన్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము first January twenty twenty two నుంచి eleventh eleventh October twenty twenty two వరకు ఎన్నికల కమిషన్ ఫామ్ సిక్స్ అంటే ఫ్రెష్ ఎన్రోల్మెంట్ ఈ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ దగ్గరనే అవకతవకలు దారుణంగా జరిగాయి ఫ్రెష్ ఎన్రోల్మెంట్ కోసము ఇచ్చినది ఇరవై ఐదు వేల పదమూడు twenty five thousand thirteen fresh enrolment applications August September లోనే ఈ ఇంచుమించు ఆగస్ట్ సెప్టెంబర్ లోనే ఇంచుమించు ఫిఫ్టీన్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి more than fifteen thousand applications August September ఇంచుమించు so the applications received until October eleven twenty twenty two or rather frozen applications freezing date ఎన్నికల కమిషనే ఇవాళ పేర్కొంది ఇంకా ఎన్నికల కమిషనరే ఇవాళ అగ్రీ చేసింది ఏంటంటే మేము application acceptance freezing date October fourth కి పెట్టాము అని చెప్పేసి సో మనకు అప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ ఇరవై ఐదు వేల పదమూడు అయితే దాంట్లో నుంచి రిజెక్ట్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన జాబితా ప్రకారము రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ ఏడు వేల రెండు వందల నలభై ఏడు seven two hundred and forty seven అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్స్ అంటే మునుగోడు ఎలక్షన్స్ కోసము ఫ్రెష్ ఓటర్స్ నమోదు జాబితా ఫామ్ సిక్స్ కింద యాక్సెప్ట్ చేసిన applications only twelve thousand two hundred and forty nine అని ఈ డేటా ప్రకారం హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఈ data eleventh October twenty twenty two వరకు ఇచ్చిన డేటా కాబట్టి ఇవాళట ఇవాళ ఫ్రీజింగ్ అయిపోతుంది కాబట్టి ఇంచుమించు పన్నెండు వేల ఇరవై పన్నెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఫ్రెష్ ఓటర్స్ ని మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము ఇంకేమన్నా ఈ రెండు రోజులలో ఇవాళ వరకు యాడ్ అయితే వాళ్ళనే కన్సిడర్ చేస్తాము కానీ ఇంకా ఎవరిని మేము కన్సిడర్ చెయ్యము ఇవాళకే ఫ్రీజ్ చేస్తాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇవాళ పేర్కొనడం జరిగింది అయితే మనము ఈ కాన్స్టెంట్ మానిటరింగ్ కాన్స్టెంట్ వాళ్ళతోని మాట్లాడడము డిస్కషన్ ప్లస్ హైకోర్టులో ఈ కేసు వేయడంతో ఇరవై ఐదు వేల ఫే అంటే ఇరవై ఐదు వేలలో ఎంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారో నాన్ రెసిడెన్షియల్ ఓటర్స్ ఉన్నారో బోగస్ ఓటర్స్ ఉన్నారో డబుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాంట్లో నుంచి మనము ఖచ్చితంగా ఓన్లీ పన్నెండు వేల పైచులుకు అంతే ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ ఓటర్స్ వరకు మనము దాన్ని కుదించడానికి సక్సెస్ఫుల్ అయ్యాము the honourable high court also has stated that ఈ జాబితా 12249 జాబితా తో పాటు ఇవాళ ఫ్రీజింగ్ ఏమైతే అవుతుందో అవి ఇంక్లూడ్ చేస్తూ మాకు మళ్ళా fresh final voters list twenty first కి మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది twenty first twenty first of October అయితే మాకు తెలిసి మాకున్న సమాచారం ప్రకారము ఈ ఇరవై ఐదు వేల ఓటర్ల గురించి ఎవరు ప్రశ్నించకపోతే మేము కాకపోతే ఇంకా ఎవరు ప్రశ్నించకపోతే ఇంచుమించు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేల ఓటర్ల దాకా వాళ్ళు అందులోకి తోసేసే ప్లానింగ్ ప్రోగ్రామ్ లో ఉండే సో ఒక కాన్స్టిట్యువెన్సీలో ఒక రెండు లక్షల అడల్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యువెన్సీలో approximation twenty five thousand fresh voters ని అవికి యాడ్ చేస్తే ఎలక్షన్ పరిణామము ఎలక్షన్ రిజల్ట్ ఎంత పెద్ద మేరకు తారుమారు కావచ్చో ఆలోచించవలసింది అందరూ ఎస్పెషలీ మునుగోడు ఓటర్స్ ఎందుకంటే ఈ fake bogus non residential double registrations వల్ల అయ్యే ప్రమాదము ఇప్పుడు ఆ ఇప్పుడు ఈ ఇది ఆనరబుల్ హైకోర్టు దృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ నుంచి మేము పన్నెండు వేల applications twelve thousand two hundred and forty nine applications మాత్రమే ఇవ్వాలటి వరకు ఫ్రీజ్ చేసేసి దాంతో పాటు టూ డేస్ ది ఇంక్లూడ్ చేసి ఫ్రీజ్ చేసేస్తున్నామని ఆనరబుల్ హైకోర్టు ముందట పేర్కొనడం జరిగింది ఆనరబుల్ హైకోర్ట్ కూడా ఇవాళ ఫైనల్ డే ఆఫ్ నామినేషన్ ఇవాళనే ఫైనల్ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ చేసేయాలి మీరు ఖచ్చితంగా మాకు ఇవ్వాలటికి ఫ్రీజ్ చేసిన final figure twelve thousand two hundred and forty nine కి ఇంకేమన్నా యాడ్ అయినదా అది మీరు ఖచ్చితంగా మాకు ఎప్పుడు యాడ్ అయింది ఏ ప్రక్రియ వలన యాడ్ అయింది మాకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి మీరు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు పేర్కొనడం జరిగింది మేము ఈ పెటిషన్ వలన అయితే ఈ పన్నెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఓటర్లతో పాటు జాన్యురి నుంచి అక్టోబర్ వరకు వీళ్ళు ఎన్నికల కమిషను ఇంచుమించు ఐదు వేల ఐదు వందల పదిహేడు five thousand five hundred and seventeen applications ని పెండింగ్ ఉంచింది ఈ పెండింగ్ అప్లికేషన్స్ ని కొన్ని యాడ్ అవుతూ ఈ పెండింగ్ అప్లికేషన్స్ మొత్తం హక్క పెట్టేస్తారు ఎందుకంటే ఇవాళ ఫ్రీజ్ అవుతుంది కాబట్టి so we are able to successfully reduce అంటే వాటర్ ఫ్రెష్ వాటర్ జాబితాను ఈ కేసు వలన సక్సెస్ఫుల్లీ ఇరవై ఐదు వేల ఫ్రెష్ వాటర్స్ అమాంతంగా ఎందుకంటే మనము టెన్త్ అక్టోబర్ లో ఉన్న ఆల్ పార్టీ మీటింగ్ లో వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఆ ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ మేము ప్రాసెస్ చేసేస్తాం దాంట్లో ఎన్ని మీరు చేస్తారు ఎన్ని మీరు చేసిండ్రు ఎన్ని మీరు చేయబోతుండ్రు ఎందుకు ఆపుతు ఎందుకు ఆపుతుండ్రు ఎవిటిని రిజెక్ట్ చేసిండ్రు ఎవిటిని యాక్సెప్ట్ చేసిండ్రు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు కోర్ట్ కి ఇవాళ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ అంటే ఫ్రెష్ ఓటర్ అప్లికేషన్స్ జాబితా ఫామ్ సిక్స్ కింద దాంట్లో నుంచి కుదించి పన్నెండు వేల రెండు వేల పన్నెండు వేల రెండు వందల నలభై తొమ్మిది twelve thousand two hundred and forty nine fresh voters for Munugode ninety three constituency for the by election of November twenty twenty two కుదించడం జరిగింది ఇది మేము ఈ టైంకి ఇమీడియట్గా ఆ స్టెప్ తీసుకొనడం వల్ల అధికార పార్టీ టిఆర్ఎస్ ఎస్పెషలీ అధికార దుర్వినియోగం చేసి ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ నుంచి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది యంగ్ ఓటర్స్ పేర్లు నమోదు చేయడానికి వాళ్ళు ట్రై చేసిండ్రు అప్లికేషన్స్ ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా అప్లికేషన్స్ ఇచ్చేసి ఎన్నికల కమిషన్ ని బర్డన్ చేసి ఎందుకంటే రెండు నెలలలో ఇన్ని అప్లికేషన్స్ ప్రాసెస్ చేసుడు కష్టం అందుకోసం ఎన్నికల కమిషన్ ని బర్డన్ చేసేసి వాళ్ళను ప్రాపర్ ప్రక్రియ చేయనీయకుండా నిర్వీర్యం చేయని నిర్వీర్యం అయ్యేటట్టు చేయడానికి వాళ్ళు హన్నుతున్న కుట్ర ఈ ఇరవై ఎందుకంటే ఏడు నెలలలో పదిహేను వందల అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత కూడా రెండు నెలలలో రెండు నెలల్లోనే ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ రావడానికి వీలు లేదు మ్యాథమెటికలీ టెక్నికలీ అది పాసిబుల్ కాదు అయినా కానీ ఆ ఫేక్ బోగస్ ఓటర్ రిజిస్ట్రేషన్ భయంతోనే అది జరగకూడదు మునుగోడు ప్రజలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు అంటే కరెక్ట్ ప్రజా చైతన్యం గల డెమోక్రటిక్ ఎన్నికల్లో పాల్గొనాల కాబట్టి మునుగోడ్ ప్రజలే ఇప్పుడు డిసైడ్ చేస్తారు కానీ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలి కాబట్టి మేము వేసిన ఈ కేసు వలన ఆ ఇరవై ఐదు వేల ఫేక్ బోగస్ ఓటర్స్ ఏమైతే ఉందో అది పక్కకు పెట్టి పెండింగ్ పెట్టేసి accepted voters list twelve thousand two hundred and forty nine plus of you ఇవాళకి ఫ్రీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మ్యానిపులేట్ అంటే ఇరవై ఐదు వేల ఓట ఇరవై ఐదు వేల ఓట్లు దాంట్లో నుంచి ఏడు వేల చిల్ల చిల్లర ఓట్లు వాళ్ళు ఆల్రెడీ రిజెక్ట్ చేసేసిండ్రు అయితే ఆ ఇరవై ఐదు వేల ఓట్లలో ఏడు వేల చిల్లర ఓట్లు రిజెక్ట్ చేస్తే పెండింగ్ అప్లికేషన్స్ ఇంకా five thousand five hundred and seventeen ఉన్నాయి ఆ పెండింగ్ అప్లికేషన్స్ ఎప్పటి వరకు వచ్చాయి అక్టోబర్ ఫోర్త్ వరకు వచ్చాయి ఆ అక్టోబర్ ఫోర్త్ వరకు వచ్చిన అప్లికేషన్స్ లో కొన్ని మాత్రమే వాళ్ళు ఇవాళ వరకు వాళ్ళకు చట్టరీత్యాన స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది సో మనము twelve thousand two hundred and forty nine plus of you ఇక్కడికే ఇవాళ ఫ్రీస్ కావాల్సిందే because that is how it is the last date under the law also The last date of the nomination is the day when the final voters list is frozen. So ఇప్పుడు సో ఇప్పుడు ఆ ఐదు వేల చిల్లర పెండింగ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రాసెస్ చేసుకొని దాంట్లో నుంచి వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తారో ఏమి రిజెక్ట్ చేస్తారో that is for the next elections కానీ ఇవాళకైతే fresh voter applications under form six అవైతే 12,249 plus a few to be frozen today. So the number of applications they received was 25,013. ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీన్ కూడా మేము ప్రాసెస్ చేసేసినామని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు ఇది తప్ప మాకు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అండ్ ఎన్నికల కమిషన్ యాక్ట్ ప్లస్ రూల్స్ కింద ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి రిజిస్టర్డ్ సింబల్ ఉన్న పొలిటికల్ పార్టీ ఈ ఎన్నికల అంటే ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో especially draft voter rolls registration notice and information to object అవన్నిట్లో booth level agents of political parties and booth level officers of the commission play an active role అయితే ఆ ఎంటైర్ ప్రక్రియ మిస్ అయిపోయింది అంటే ఆ ఎంటైర్ ప్రక్రియ చేయలేదు ఈ ఆర్గ్యుమెంట్ కూడా మేము కోర్టులో చేసినప్పుడు జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేశారంటే దాని గురించి ఏం అనలేకపోయినరు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ నవంబర్ థర్డ్ కే ఉంది కాబట్టి అయితే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు ప్రాక్టికలీ ఏం కావాలనుకుంటున్నారు అంటే మేము అప్పుడు అడిగింది మీరు ఈ యాక్సెప్టెడ్ నంబర్స్ uh, ని ఇక్కడికే ఫ్రీజ్ చేసేసేయాలి ఎందుకంటే ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి దాని ప్రకారము అది ఇవాళకి ఫ్రీజ్ చేసేస్తుండ్రు so you can expect that twelve thousand two hundred and forty nine కి probably of you hundreds might be added but it is a huge improvement from the fact of dumping మూకుమ్మడిగా లంప్సమ్ గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో నుంచి అట్లీస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ అన్న డంప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే ఎందుకంటే ప్రా ఈ ప్రక్రియ ఫాలో అవుతున్నారని మాకు వాళ్ళు చూపెట్టరు మాకు వాళ్ళు చూపెట్టకుండా మేము అడిగినా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పరు సో ఎనీ అప్లికేషన్ అది ఆ క్లెయిమ్ ఆ claim statement objections enquiry hearing rejection or acceptance ప్రతి application it has to go through this process under the election rules of nineteen sixty ఆ ప్రాసెస్ ఫాలో అయిందా లేదా అనేదానికే వేసిన కేసు ఇది ఆ ప్రాసెస్ ఫాలో కావాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకప్పుడు they can just dump the application say stating that twenty five thousand around twenty three thousand are accepted and they are part of the Munugode ninety three final voters list so we were able to curtail that because Munugode election అంటే voter adult voters are about twelve or about two lakh ten thousand is about in to that add twenty five thousand odd fresh voters it can completely change the electoral result on the date it is very అంటే మనము ఆరు వేలు రెండు వేలు వెయ్యి uh, ఓట్లతోని వెళ్ళిపోయిన కాన్స్టిట్యువెన్సీస్ టూ థౌజండ్ నైన్టీన్ లోనే చాలా చూసాము but when you dump almost one fifth of the eligible voters into a constituency and that one fifth లో at least more than half twenty thousand అన్న ఒక సైడ్ ఓట్ వేసే వాళ్ళు ఉంటే it's over the game set and match is lost so that is what we try to prevent here and వాళ్ళు హుజురాబాద్ కూడా తీసుకొచ్చారు హుజురాబాద్ లో last last year thirteen thousand one forty nine applications have been accepted ఇప్పుడు ఆ application zero of pending but మన దగ్గర pending applications for Munugode ninety three are five thousand five hundred and seventeen so we were able to cut off these five thousand almost six thousand applications right at go rejections వాళ్ళు చేసేసారు అని వాళ్ళు అంటున్నారు అయితే మాకు ఈ ఇన్ఫర్మేషన్ నిన్ననే ఇవ్వాల్సింది వాళ్ళు కానీ వాళ్ళు ఇవ్వలేరు I think they were making all kinds of numerical changes అయితే ఈ రిజెక్షన్స్ లో ఎన్ని రిజెక్షన్స్ మేము కేస్ చేసిన వల్ల వచ్చినాయో we don't know that I mean it's up to anybody's expectation because the plan or rather the information we have is that almost 22 odd 22 odd thousand voters would be dumped into Hunugodu. వీళ్ళు అక్కడ వాళ్ళు car they they don't even have an address there they have taken addresses of somebody else, fake uh, ID cards, a lot of that. And quite a lot of them have been sent from Hyderabad itself. So that we were able to avoid. And the final list has been frozen to 12,249 today, which Hanki, a few hundreds might be added. Overall అదే ఇవాళ ఫ్రీజ్ అయిన తర్వాత వచ్చే ఫైనల్ ఓటర్స్ లిస్ట్ Has to be అంటే పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేది ఎంత క్లుప్తంగా ఉన్నా కానీ మాకైతే డీటెయిల్డ్ ఈ కేస్ హర్దిలో detailed voters list frozen as on the last date of nomination that is fourteenth October twenty twenty two has to be submitted on twenty first October ఈ కేసు నెక్స్ట్ ద ఈ లిస్ట్ కోసమే ఈ ఫైనల్ జాబితా కోసమే ట్వంటీ ఫస్ట్ రోజ్కి ఇవ్వడం జరిగింది ఇంకా ధర్మాసనం ఇది కూడా పేర్కొంది అవకతవకలు జరుగు జరుగుండొచ్చు అందుకోసము మేము ఈ కేసుని ఈ లిస్ట్ ఈ ఈ జాబితా వచ్చిన తర్వాతనే మేము క్లోజ్ చెయ్యము we are going to keep this pending క్లియర్గా అన్నారు we are going to keep this pending అంటే వాళ్ళకు కూడా ఏదో జరగొచ్చు జరుగుండొచ్చు అనే అనుమానము అజంప్షన్ ప్రిజంప్షన్స్ లో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపడం కష్టం అయితే మేము ధర్మాసనం అది కూడా అడిగింది మీరు ఎన్నికలను ఆపాలనుకుంటున్నారా లేకపోతే పోన్ చేద్దాం అనుకుంటున్నారా అంటే మాకు అవన్నీ ఏమి వద్దు మాకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కావాలి voters list fresh voters registration జాబితా ఒక ప్రాపర్ మ్యాథమెటికల్ అప్రాక్సిమేషన్ ప్రకారం ఉండాలి ఈ dumping of twenty five thousand voters in just two months because of elections anedi maaku complete ga dan meeda suspect uh, we are suspecting the same suspicion undi and maaku unna information kuda chaana mandi dump chestunnaru hunugodu loki because 25000 in 2 lakh 10000 is a huge number and it can change the election result any day thank you